పట్టుకొని మీరే మాట్లాడండి అవును పట్టుకోండి బయట పిలుస్తున్నాడు వచ్చింది బయటికి లాగండి వచ్చిందే బయటికి లాగండి ఇది విండో ఉంది తీయండి ఎవడో తెలియదు అంటారు ఇట్లా సపోర్ట్ మీరు బండి పెట్టుకుంటా ఇప్పుడు నేను భార్య తోటి పండుకోలేను నేను బయట పడుకుంటా. నా భార్య భార్య బయట ఉండి చూడండి, కావాలని రద్దు చేశారు. ఇంత ఉద్దేశం కూడా పెట్టారు నా మీద. ఇంట్లో కూడా ఎంక్వైరీ చేశారు పోలీసు మీరు పని మనిషి అని చెప్పుకున్నా కరెక్ట్ నేను పని మనిషి పెట్టుకున్నా ఆరు సంవత్సరాలు నా పని మనిషి మెత్తి అశ్విని సార్ ఎవరు అబ్బాయి అబ్బాయి నైన్టీ డేస్ పని మనిషి వచ్చిందా వాళ్ళు మాట్లాడమాకండి మీరు తప్పుగా ఉంటే మమ్మల్ని మౌనిక మీడియా పర్మిషన్ నా రూమ్ నా భర్త నాకే కావాలండి ఇద్దరు వీళ్ళకి శిక్ష కూడా పడాలి ఇంత మోసం చేసి నన్ను మమ్మల్ని ఇబ్బంది పెట్టించి కోటి మీద మంచాల కింద దాచిపెట్టి ఇద్దరిని తండ్రి అంటే ఆయన తండ్రి బుల్లెట్ బండ్ల మీద బడికి తీసుకెళ్తాం మా పిల్లలు కూడా చేయాలి ఆ రకంగా కుక్క